యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుంచి పది జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది తింటాము ఏమేది వింటుమో రేచి చూచుతుమో ఏం నిదానించి కనుగొంటుమో మా చేతులు దేని తాకిచ్చినో అది మీకు తెలియజేస్తున్నాం జీవం ప్రత్యక్షమైన తండ్రి ఎదురు నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజాన్ని మేము చూచి ఆ గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరుచున్నాము మా సహవాసం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినే దానిని మీకు తెలియజేస్తున్నాము నా సహవాసం అయితే తండ్రితో కూడా కుమారు అనేసి క్రీస్తుతో కూడా ఉన్నది మన సంతోషం పరుపు నాటికే మేము సంగతులు రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలిగే ఉన్నాడు ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు ఆయనతో కూడా సహవాసం కలవారం అని చెప్పుకుని చీకట్లో నడిచినట్లా అబద్ధ మార్చు సత్యంలో జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనం అన్ని సహవాసం కలవారమే అందుము అప్పుడు ఆయన కుమారుడు అనేస ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును మనం పాపం లేని మనం చెప్పుకునే ఎట్లా మనం మనమే మోసపరచుకుందాము మరియు మన సత్యం ఉండదు మన పాపలను మనం ఒప్పుకునే ఎట్లా నమ్మదగిన వాడును నీతిమంతుడని కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను మన పాపం చేయలేదని ఎట్లా ఆయనను అబుద్ధి కనుక చేయవారం అగుదుము మరియు మనలో ఆయన వాక్యం ఉండదు